ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారా అయితే ఒక సెకండ్ ఆగండి ఇప్పుడు మీకు ఒక సెట్టింగ్ గురించి చెప్తా దీనివల్ల చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ త్రీ లైన్స్ ఉంటుంది కదా ప్రెస్ చేయండి సెట్టింగ్స్లోకి రండి తర్వాత అకౌంట్లోకి రండి తర్వాత ఇక్కడ అకౌంట్ స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి ఇక్కడ చూడండి recommendation guidelines and community guidelines అని రెండు ఉంటాయి సో ఫస్ట్ దానివల్ల యూజెస్ ఏంటంటే చాలా మందికి ఫాలోవర్స్ రాకపోవడం వ్యూస్ రాకపోవడం మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు రికమెండేషన్ గైడ్ లైన్స్ ఫాలో కారు ఇది రెడ్ ఆప్షన్లో ఉంటుంది చాలా మందికి చూసుకోండి సో ఒకసారి మీరు ఆ రెడ్ నుంచి గ్రీన్కి రావాలంటే అసలు ఏమేమి మనం ఫాలో కావాలని చెప్పేసి ఇది ప్రెస్ చేసి చూడండి అక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి అది చదవండి దానివల్ల మీకు తెలిసిపోతుంది మాక్సిమం కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే మనము ఇన్స్టాగ్రామ్కి ఏదైనా ఎగ్నెస్ట్గా వీడియో పెట్టడం కానీ లేకపోతే ఎయిటీన్ ప్లస్ వీడియోస్ ఏదైనా పెట్టడం కానీ దానివల్ల ఇది రెడ్ మార్క్ ఉంటుంది సో ఈ రెండు కానీ ఉన్నారనుకోండి మనకు బోనస్ రావు అండ్ మనకి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో చాలామంది ఇవన్నీ కట్ అవుతూ ఉంటుంది ఈ రెండు దానివల్ల